ప్రకటన దానికి ముందు ఉంటుంది యూధాపత్రిక దానిలో మొదటి అధ్యాయం మొదటి వచనం యేసుక్రీస్తు దాసుడును అందులో ఒక అధ్యాయం ఉంటది కదా యేసుక్రీస్తు దాసుడును యాకోబు నైన యూదా యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి నందు భద్రము చేయబడి ఆ మాట అండర్లైన్ చేసుకోండి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి మనం ఏం చేయబడ్డామంటే ఏసే ప్రభు యేసు ప్రభులు ఏం చేయబడ్డాము భద్రం చేయబడ్డాం క్రీస్తునందు మనకి ఇటర్నల్ సెక్యూరిటీ ఉంది ఆయన ఎందు మనం భద్రం చేయబడ్డాము అని బైబిల్ సెలవిస్తూ ఉంది what I would like to let you know our life in Christ never ends క్రీస్తులో మన జీవితం ఎప్పటికీ ముగింపు కాదు గట్టిగా చెప్పళ్ళు కొట్టి దేవుని మైంపరచండి ఈ మాట మీకు అర్థమైతే క్రీస్తులో మన జీవితం ఎప్పటికీ ముగింపు కాదు కొంతమంది అనుకుంటారు మరణంతో మనిషి జీవితం ముగింపు అని కానే కాదు పిల్లరా మరణం అనేది మనిషి యొక్క అడ్రస్ మార్పు మాత్రమే అడ్రస్ మార్పు మాత్రమే ఒకవేళ ఎంతవరకు రాజమండ్రిలో ఉండుండొచ్చు ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుని రాజ్యంలో ఉన్నారు మన బంధువులో లేకపోతే మన కుటుంబ సభ్యులో ఎవరినైనా మనం కోల్పోయి కనుకుంటుంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకూడదని బైబిల్ సెలవిస్తున్న కారణం ఉండదు తెలుసా వారు ఎక్కడికి వెళ్ళిపోలా ఒకవేళ వారి దేహము మట్టిలో కలిసిపోవచ్చేమో కానీ వారు మాత్రం ఎవరితో ఉన్నారు దేవునితో రక్షణ పొందిన వ్యక్తులైతే మారు మనసు పొంది దేవునితో సహవాసాన్ని కలిగిన వ్యక్తులైతే we have a hope in the Bible పరిశుద్ధ లేఖనంలో మనందరికీ ఒక నిరీక్షణ ఉంది ఆ వారు దేవునితో ఉన్నారు దేవుని రాజ్యములో ఉన్నారని ఒక నిరీక్షణ ఏసై మనకు దయచేశాడు క్రీస్తు ప్రభులో మన జీవితం భద్రం చేయబడింది ఈ లోకంలో జీవించినంత కాలం అది ఎన్ని సంవత్సరాలు అనేది దేవుడు నిర్ణయిస్తాడు దేవుని చేతిలో మనం ఉన్నాం ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా భద్రం చేయబడుతున్నాం ఆ తర్వాత మరణం తర్వాత కూడా నిత్య రాజ్యంలో మనం భద్రంగానే ఉంటాం తప్ప దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు నేను నేను విడువను ఎడబాయనని దేవుడిచ్చిన వాగ్దానం కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు మన జీవితకాలం నిత్యత్వంలో కూడా దేవుడు మనకు అదే వాగ్దానం దయచేస్తున్నాడు your life in Christ never ends నీ జీవితం ఎప్పటికీ ముగింపు కాదు అది కొనసాగుతూనే ఉంటుంది కొనసాగుతూనే ఉంటుంది ఏసైతో ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది హలలుయ ఎంత గొప్ప వాగ్దానం ఇది ఎంత గొప్ప ధైర్యం దేవుడు మనకిచ్చాడు చాలామంది తెలియక మనిషి యొక్క మరణంతోనే మనిషి జీవితం ముగించబడిపోతుంది ఆ తర్వాత వాళ్ళు చేసుకున్న పుణ్యకార్యాలను బట్టో పాపకార్యాలను బట్టో మరొక జన్మెత్తుతారు పాపం బాగా చేసుంటే వచ్చే జన్మలో ఏ బల్లిగానో పిల్లిగానో నల్లిగానో పుడతారు లేదా పుణ్యం కనుక చేసుకున్నటువంటి ఈ ఈ జన్మలో అతడు స్వర్గలోకానికి వెళ్ళిపోతాడని ఒక భావన కొంతమందిలో ఉండుండొచ్చు అయితే అదే ప్రశ్న మనం బైబిల్ని అడిగితే బైబిల్ సెలవిచ్చే మాట ఏంటో తెలుసా మనుషులందరూ కూడా ఒక్కసారే మృతి పొందాలి ఆ తర్వాత దేవుని ఎదుట నిలబడాల్సిందే తీర్పు జరుగుతుందని బైబిల్లో ఉంది it's a point to die once దేవుడు నియమించాడు మనుషులు ఒక్కసారే మృతి పొందాలి ఒక్కసారే మృతి పొందాలన్నప్పుడు ఇంకా బైబిల్ ప్రకారం జన్మలు లేవు ఒక్కసారే వన్ లైఫ్ అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఈ ఒక్క జన్మలోనే దేవుడు నీకు ఇచ్చిన ఈ బ్రతుకులో ఆయన నువ్వు అంగీకరించి క్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నువ్వు ఏ రోజైనా ఈ లోకాన్ని కనుక విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తే అది మనకు రిగ్రెట్ కాదు మనం ఏదో కోల్పోయినట్టు కాదు we will be gaining something better than this life ఈ జీవితం కన్నా మరొక మహోన్నతమైన జీవితాన్ని మనం పొందుకోబోతున్నాం అదే నిత్యరాజ్యం అందరు బట్టి జాగ్రత్తగా వినండి మరణం క్రైస్తవ జీవితానికి పునాది కాదు మరణం నిత్య రాజ్యానికి ఒక సింహద్వారం లాంటిది దేవుడు నా మన స్తోత్రం ఎవరైనా వచ్చి ఒక బెటర్ ప్లేస్కి నేను తీసుకెళ్తాను అన్నారనుకోండి వెళ్ళడానికి ఇష్టపడతాను తప్ప వద్దులేండి అన్నాం కదా అలా అని చెప్పి ఇప్పుడు అందరూ వెళ్ళిపోవాలన్న ఉద్దేశం కాదు there will be a time దేవుడు అపాయింట్ చేసిన టైం ఏదేదైనా అయ్యి ఉండొచ్చు ఆ సమయంలో గనక మరణాన్ని గనక ఎదుర్కోవాల్సి వస్తే ఏ క్రైస్తవుడు భయపడ్డ కారణం ఏంటో తెలుసా we will be heading to everlasting life that God has prepared for us దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను నేను వెళ్ళి మీకు మంచి స్థలాన్ని సిద్ధపరిచిన వాగ్దానం చేసిన దేవుడు ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండులాగిన మనం తీసుకెళ్ళే ఆ క్షణం ఆ క్షణం don't worry about anything look unto God we are eternally secured in Jesus యేసుక్రీస్తు ప్రభులో మనం సదాకాలము భద్రం చేయబడ్డాం భద్రం చేయబడ్డాం బ్యాంకుల్లో లాకర్స్ ఉంటాయి లాకర్ అంటే అర్థం అంటే భద్రం చేసే ఆ చిన్న గది కొంతమంది లాకర్స్ తీసుకుని దానిలో బంగారం ఇవన్నీ భద్రం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా లాకర్ అయినా కూడా బ్రేక్ అయిపోవచ్చేమో కొన్ని కొన్ని బ్యాంకుల్లో దోపిడీలు జరుగుతూ ఉంటాయి అసలు అవి లాకర్స్ అనేవి తీసుకెళ్ళడం కానీ బద్దలు చేయడం కానీ జరిగే పనే కాదు కానీ ప్రపంచ చరిత్రలో కొన్ని లాకర్స్ను కూడా బద్దలు కొట్టేసి తీసుకెళ్ళిపోయారు దానిలో ఉన్నాయన్నీ కూడా భద్రం చేస్తామన్న బ్యాంకులే నీకు భద్రత ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు నీకు భద్రతనిచ్చేవాడు క్రీస్తునందు మనం ఏం చేయబడ్డాం భద్రం చేయబడ్డాం you are protected in the arms of God you are protected in the hands of God don't worry about anything దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకను ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే nine triple zero triple three triple seven అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబర్కు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో అవ్వండి